అందరు నమస్కారం అండి welcome to my channel hope one are doing well ప్రపంచం చాలా ముందుకు వెళ్తుంది చాలా వాటిలో మనం అభివృద్ధి పొందుతున్నాం in the field of science in the field of technology in the field of aviation what not కానీ ఎంత ముందుకెళ్ళా కొన్ని విషయాలు ఒక కొన్ని మిస్టీరియస్గా కొన్ని జరుగుతాయి అవి మనకి ఎప్పటికీ అర్థం కావు ఐ మీన్ మన హ్యూమన్ బీయింగ్స్కి కొన్ని మిస్టరీస్ మనిషికి అందనంత దూరంలో మిగిలిపోతున్నాయి there are some unanswered questions so అలాగ నన్ను ఎక్సైట్ చేసి నన్ను ఇంట్రెస్ట్ చేసిన ఒక ఐదు విషయాలు ఐ మీన్ ఒక five things that excited me in the field of science note as these are the science mysteries అని చెప్పొచ్చు so I'm going to talk about that in this video firstly xeno transplantation జనరల్గా హ్యూమన్ బీయింగ్స్కి హార్ట్ కిడ్నీస్ పాడైపోతే they usually transplant the organ with from the other brain dead human being or someone who is already dead but ఒక పిగ్ నుంచి ఒక పిగ్ కిడ్నీస్ ఒక heart transplant I mean uh, harvest చేసి ఒక హ్యూమన్కి ట్రాన్స్ప్లాంట్ చేశారు సక్సెస్ఫుల్గా అక్టోబర్లో until now he's good there is there are no known side effects and the main thing వచ్చి ఆ ఆర్గన్స్ హార్వెస్ట్ చేశాక జీన్స్ని మోడిఫై చేశారు so that the organ doesn't face rejection in the human body so this is known as xeno transplantation ఇది వచ్చి నైన్టీన్ ఎయిటీ త్రీలో ఒక చిన్న పాపకి ఒక బేబీ బేబీ ఫే ఎఫ్ఏఏ తన పేరు she was born with heart disease అప్పుడు వచ్చి తన హార్ట్ని they transplanted heart with baboon heart baboon అంటే చింపాన్జీ స్పీషీస్ కానీ అన్ఫార్చునేట్లీ వన్ మంతే బ్రతికింది ఆ baby but it was more than expected so xenotransplantation is known as transplantation of organs other than human species from other species is known as xenotransplantation so xenotransplantation is one of the mysteries of science secondly జనరల్గా మన హ్యూమన్స్ హ్యూమన్ బీయింగ్స్కి దెబ్బ తగిలినా ఎవరన్నా కొట్టినా చేయి ఇరిగిపోయినా చేయి ఫ్రాక్చర్ అయినా ఏదైనా we shout it's it's common it's due to the pain pain వల్ల అడుస్తాం కానీ ప్లాన్స్ అండ్ ట్రీస్ కూడా అడుగుతాయంటే మీరు నమ్ముతారా దానికి ఫీలింగ్స్ ఉన్నాయంటే మీరు దానికి ఫీలింగ్స్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా ఐ హ్యావ్ ద ప్రూఫ్ ఇస్రాయెల్లో ఒక రీసెర్చ్ యూనివర్సిటీ దీని మీద ఈ ప్లాంట్ రీసెర్చ్ అనేది కన్వర్ట్ కండక్ట్ uh, చేసింది దే ఫౌండ్ అవుట్ దట్ ఈ ప్లాంట్స్ని ఎప్పుడన్నా మొక్క I mean when they cut out the stem or branch it emitted ultrasonic frequencies between twenty and hundred kilohertz in tomato and tobacco plants ఇది వచ్చి మన చెవులకి మన హ్యూమన్ బీయింగ్స్ చెవులకి వినపరాదు it was detected in a microphone so what they are saying is even plants have feelings దానికి కూడా ఫీలింగ్స్ అనేది ఉంటాయి ఒక నొప్పి వస్తాయి అవి అడుస్తాయి అవి మాట్లాడుకుంటాయి this was another breakthrough in science thirdly green blood syndrome జనరల్గా ఒక హ్యూమన్ బీయింగ్ బాడీలో బ్లడ్ వచ్చి రెడ్గా ఉంటుంది అందరు తెలుసు కానీ గ్రీన్ బ్లడ్ ఒక అతనికి ఉందంటే నమ్ముతారా కెనడాలో అక్టోబర్ టూ థౌజండ్ ఫైవ్ ఒక forty two year old Canadian surgery చేస్తుంటే డాక్టర్స్ దేవర్ రమేష్ అట్ వాట్ దే సా ఒక హల్క్ అనే ఒక క్యారెక్టర్కి చూసి ఉంటారు గ్రీన్గా ఉంటుంది ఒక మార్వల్ క్యారెక్టర్ హల్క్ హ్యూమన్ బీయింగ్లో కూడా ఒక గ్రీన్గా ఉండని ఒక బ్లడ్ ఉంటుందని చెప్పి అప్పుడు కనుక్కున్నారు it is the medical term వచ్చి ది సల్ఫ్ హిమోగ్లోబే గ్లోబెనీమియా ఇది వచ్చి మీకు డిస్క్రిప్షన్లో పెడతాను it is due to the sulphur molecule being incorporated the oxygen causing the colouration of the blood to be green so this was another mystery of science green blood syndrome fourthly spontaneous human human combustion. Combustion అంటే జనరల్గా anything that goes in to flames I mean ఏదైనా పెట్రోల్ తగిలినా ఐ మీన్ ఒక kerosene or some one get some inflammable item touch అయ్యి ఒక ఫైర్ అనేది ఒక స్పార్క్ అనేది ప్రొడ్యూస్ అయితే body or something goes in to flames that is known as combustion కానీ ఇట్లాంటి ఏది లేకుండా కొంతమంది తనకు వాళ్ళకి వాళ్ళే they got spontaneously combusted in flames ఇది యాక్చువల్గా జరిగింది ఐర్లాండ్లో కూడా recent case it is happened in Ireland in two thousand ten ఒక old person seventy five years old ఇంట్లోనే చనిపోయాడు కానీ ఇది ఎవరు మర్డర్ కాదు it is not because of the external fire but స్పాంటేనియస్గా చనిపోయాడు ఫైర్ ఫైర్ యాక్సిడెంట్లు ఇన్వెస్టిగేషన్లు ఏం తేలిందంటే వీళ్ళ ఈ ప్యా ఈ చ చనిపోయిన వాళ్ళందరి ప్యాటర్న్ చూస్తే only head and the torso I mean ఈ పార్ట్ ఈ చెస్ట్ పార్ట్ మాత్రమే కాలిపోయింది కానీ చేతులు కాళ్ళు మాత్రం అలాగే ఉన్నాయి so this was a weird pattern so scientist వాళ్ళు the research and found that this spontaneous combustion happens due to two reasons static electricity buildup firstly static electricity అనేది ఎక్కువ బిల్డప్ అయితే this type of problem occurs అంటున్నారు wick effect I mean static electricity అంటే ఇట్ ఈస్ జనరల్గా positive and negative electrons imbalance అయినప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది so there is a different science to that I will post description secondly wick effect wick effect ఏంటంటే మన బాడీలో ఉండే ఫ్యాట్ వచ్చి కొవ్వు it acts acts a flammable substance and the hair or the clothing acts as a wick wick అంటే ఇట్స్ లైక్ క్యాండిల్లో ఉంటారు చూడండి టాప్ అండ్ విక్ అంటారు so this is the reason for the ignition inside the body అంటున్నారు కానీ ఇది ఎగ్జాక్ట్గా ఎలా జరుగుతుందో తెలియట్లేదు without fire or external source fifthly blue people of Kentucky నార్మల్గా బ్లాక్ ఉంటారు వైట్ ఉంటారు ఇంకా మిడిల్గా బ్రౌన్ కొంతమంది ఉంటారు కానీ బ్లూ కలర్ కలర్ కలర్తో కొంతమంది ఉంటున్నారు కెంటకీ అనే ప్లేస్లో యూఎస్లో ఒక స్టేట్ కెంటకీలో ఒక విలేజ్లో దెర్ ఆర్ పీపుల్ జనరేషన్ జనరేషన్స్గా వాళ్ళ skin colouration from top to bottom మొత్తం బ్లూగా ఉంటుంది it's a rare and a strange rare and a strange genetic disorder it is causing the Fugate family Fugate family వాళ్ళు నా ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్స్ నుంచి ఒక ఒక లేడీని ఐ మీన్ వాళ్ళ వాళ్ళ రూపలే వాళ్ళు మ్యారేజ్ చేసుకునేవాళ్ళు అప్పట్లో ఒక అప్పట్లో చేసుకున్న ఫస్ట్లో ఐ మీన్ ఒక లేడీ షీజ్ నోస్ ఎలిజబెత్ అక్కడి నుంచి they suspect that she carry the gene of that blue colour ఆమెకి పుట్టిన ఏడు పిల్లల్లో నలుగురికి వచ్చి ఆ బ్లూ స్కిన్ అనేది వచ్చింది so it kept on passing the genes kept on passing and slowly ఇప్పుడు they found some cure for that and ఇప్పుడు వచ్చే డిస్కలరేషన్ తగ్గిపోయింది they are mostly near to normal ఈ ప్రాబ్లమ్ని మెత్తెమో గ్లోబిమిని గ్లోబనీమియా అంటున్నారు ఐ విల్ uh, <laughs> ఇది వచ్చి కొంచెం ప్రొనౌన్సియేషన్ మెడికల్ టర్మ్స్ కొంచెం అటు ఇటు ఉంటాయి so I will post description దీనివల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు జస్ట్ బ్లూ కలర్ తప్ప ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బాడీలో అదర్ దెన్ దట్ వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏం లేవు just the blue colour of the skin వీళ్ళకి వచ్చి లైఫ్ స్పాన్ వచ్చి eighty five to ninety years ఉంటుంది అంటున్నారు so these are the five things I have learned and that has excited me and wanted to share with you guys I will post all the links in description you can go through if you interested and that's it guys if you like the video please subscribe to my channel and I will come with another interesting video if I come across any new topic. See you all take care bye